కరోనా వైరస్ ఇప్పుడు దేశం మొత్తం ఇదే ముచ్చట ఎక్కడ చూసినా ఇది విజృంభిస్తూ కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది కరోనాకు మెడిసిన్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటు వైద్యులకు పోలీసులకు కూడా సోకుతుంది ఇందులో భాగంగానే రోగులకు అంటే కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఇవ్వడం ద్వారా కరోనాను దూరం చేయవచ్చని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మాత్ర ఎక్కువైతే మాత్రం చూపు తగ్గే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల వైద్యులు దీన్ని సిఫార్సులు చేస్తున్నారు ఈ ఔషధం సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు కొనసాగుతున్నాయి తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రను పంపాలని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంపే మన ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అడిగారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఔషధం వాడకం దాని సామర్థ్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది దీర్ఘకాలిక వ్యాధులతో పాటు వ్యాధి నిరోధక సమస్యలో ఇబ్బంది పడే రోగులకు ఇచ్చేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రం సురక్షితమైతే అయినప్పటికీ కూడా ఈ ఔషధాన్ని మోతాదుకు మించి వాడితే నేత్ర అంటే కంటి సంబంధిత వ్యాధులు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారట ఇప్పటికే హెచ్ఆర్ హెచ్చు అంటే హెచ్చు నమోదు మోతాదులో సుదీర్ఘకాలం ఈ మందులను వాడటం వల్ల కొందరు రోగులకు కంటిలో రెటినా చుట్టూ విషపూరిత పొర ఏర్పడినట్టు తెలుస్తుంది చూపు కూడా మందగించినట్టు తెలుస్తుంది మరికొందరితో మరి అంటే మరికొందరిలో వికారం వాంతులు తిమ్మర్లు విరేచనాలు తదితర సమస్యలు కూడా తలెత్తినట్టు తెలుస్తుంది కరోనా రోగులు ఈ మాత్రలను విచలవిడిగా కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడుతూ మోతాదుగా సంబంధించి అంటే మోతాదు అంటే వారికి కావలసిన వారికి కావలసిన మెడిసిన్ మాత్రం అంటే మోతాదు మెడిసిన్ అంటే hundred ML two hundred ML అలా ఇలా డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మందులు తీసుకుంటూనే కంటి రెటీనా కాపాడే అవకాశం కంటి చూపు మందగించకుండా చర్యలు తీసుకోవచ్చు ఇలా కరోనాను కూడా మాయం చేయవచ్చు